నాకు ఇష్టమైన ఒక క్రాకర్స్ చెప్పిన అది చూసిన తర్వాత నుంచి ఇంకా తగ్గించేసాను నేను క్రాకర్స్ అయిపో నీ అమ్మ నేను మొత్తం గుడారం రేపు పొట్టాం ఏరుకొని వస్తున్నా వీళ్ళు పోయి నేను నేను చిన్నప్పుడు ఏం చేస్తున్నా తెలుసా పటాకులు కొడుతున్నాయి కొట్టిన తర్వాత మళ్ళీ ఏరుకొని వస్తున్నాయి అన్ని పోయి తొక్క పటాకులు కవర్ రాసుకోండి అంత బ్రో